hi friends welcome to Achievers Academy ఇక్కడ మనతో పాటు Achievers Academy director Shravan sir and also great and good faculty Rohit sir ఉన్నారు and first of all congratulation sir <clears throat> for reaching two lakh subscribers in our channel and it is very good thing and present మన తెలంగాణ స్టేట్లో వరుసగా చాలా నోటిఫికేషన్స్ వస్తున్నాయి అండ్ దీస్ uh, నోటిఫికేషన్స్తో పాటు ఈ గ్రూప్ టీ నోటిఫికేషన్స్కి ప్రిపరేషన్ ఎలా ఉంటే బాగుంటుంది thank you so much ma'am for welcoming me to Achievers Academy Achievers Academy viewers అందరికీ ముందుగా very good evening to all of you yes Telangana రాష్ట్రంలో ఇప్పుడు విడుదల చేయడానికి ప్రస్తుతం ఏ నోటిఫికేషన్ కూడా లేదు ఎందుకనంటే group one group two group three group four all notifications are released మన ప్రిపరేషన్ అన్నది ఈ సమయంలో ఏ రకంగా ఉండాలి అని అంటే ఎస్ స్ట్రాటజీ అన్నది ఒక క్లియర్ కట్ స్ట్రాటజీ అన్నది మనం పెట్టుకోవాలి ప్రిపరేషన్ ఒకటే కానీ హెల్ప్ఫుల్ ఫర్ అదర్ ఎగ్జామినేషన్స్ అన్నట్టు మనం ప్రిపేర్ అవ్వాలి అంటే కామన్ ఏరియాస్ని మనం ఐడెంటిఫై చేయాలి history polity geography economy arithmetic and reasoning science and technology current affairs ఈ ఏరియాస్ని సో ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే so first of all syllabus పట్టు జాబ్ కొట్టు అని చెప్పి చెప్తా ఉంటాం మేమందరికీ అంటే ఆ సిలబస్ అన్నది it is like a Bhagavad Gita అది కనుక చేతిలో లేదు అని అంటే డెఫినెట్లీ మీరు ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు కానీ డిజైర్డ్ అవుట్కమ్ అన్నది డిజైర్డ్ రిజల్ట్ అన్నది ఆ సమయంలో రాకపోవచ్చు ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు ఎందుకనంటే ఈ preparation one preparation will give you multiple opportunities ఎందుకనంటే ఒక చిన్న గ్రామంలో నీటి సమస్య ఉంటుంది ఆ నీటి సమస్యని తీర్చడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు గ్రామంలో ఉన్న మహిళలందరూ కూడా కొన్ని కిలోమీటర్లు నడుస్తూ బిందెలు పట్టుకొని పోతూ ఉంటారు కానీ ఆ సమస్యను తీర్చడానికి ఒక ఇద్దరు యువకులు ఆ గ్రామంలో ఏం చేస్తారంటే పక్క గ్రామంలో ఎక్కడైతే నీటి నీటి సమస్య నీళ్లు అవైలబుల్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఒక పైప్ లైన్ వేస్తారు ఆ పైప్ లైన్ వేసి వాళ్ళ ఊరికి నీళ్ళు వచ్చే ప్రయత్నం చేస్తారు ఒక్కసారి they have invested in the pipeline వాళ్ళొక సిస్టమ్ ఏం పెడతారంటే నీళ్ళు కావాలంటే ప్రతి ఒక్కరు ఒక రూపాయి బిల్ల వేసి కింద బిందె పెడితే నీళ్ళు వస్తాయి అన్నట్టు ఓకే సో ఓవర్ ఏజెస్ అంటే టైం గడి గడుస్తూ పోతూ ఉంది ఐదు సంవత్సరాల తర్వాత ఆ సిస్టమ్ కొనసాగుతుంది రూపాయి బిల్ వేస్తే నీళ్ళు వస్తున్నాయి టెన్ ఇయర్స్ తర్వాత కాయిన్ వేయండి నీళ్ళు పట్టుకోండి ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత కాయిన్ వేయండి నీళ్ళు పట్టండి అంటే వాళ్ళ యొక్క థాట్ అనేది ఆ ఇన్నోవేషన్ అనేది ఒకటేసారి వచ్చింది కానీ ఓవర్ ద పీరియడ్ సంవత్సరాలు వాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ముసలి వాళ్ళు అయిన తర్వాత చనిపోయిన తర్వాత కూడా ఆ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది ఈ జనరల్ స్టడీస్ ఈ కామన్ ఏరియాస్ ఐడెంటిఫై చేసి ప్రిపరేషన్ చేస్తే కూడా అలానే ఉంటుంది ప్రిపరేషన్ ఒకసారి చేసి మనం పక్కన పెడితే నోటిఫికేషన్ ప్రతి నోటిఫికేషన్కి కూడా మనము దాన్ని ఉపయోగించుకోవచ్చు అది సూటబుల్ అవుతుంది అండ్ మల్టిపుల్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వాలి అని అంటే కామన్ ఏరియాస్ని ఐడెంటిఫై చేయడమే secret of success ma'am thank you so much sir చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అందరికీ బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను సార్ uh, ఇప్పుడు మీ టర్న్ అండ్ పాలిటీ అనేది అన్ని ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ సార్ అండ్ ఈ పాలిటీ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉంటే బాగుంటుంది first of all Achievers viewers అందరికీ కూడా a very big congratulations not only to the Achievers but for the entire you know the students are preparing for this competitive examinations so మనం ఎప్పుడు చెప్తుంటాం అంటే ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో టూ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అనేది రావడం it's not that easy and so that shows the efforts of Achievers Academy and ముందుగా మీరు అడిగిన క్వశ్చన్ చూసినట్లయితే పాలిటీ అన్ని ఎగ్జామ్స్కి సో సింపుల్ లాజిక్ అండి పాలిటీ అన్ని ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే పాలిటీలానే ప్రిపేర్ అవ్వాలి సో గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ సివిల్స్ కానీ గ్రూప్ ఫోర్ కానీ ఏ ఎగ్జామినేషన్ అయినా పాలిటీ పాలిటీయే అవే ఆర్టికల్స్ ఉంటాయి అవే షెడ్యూల్స్ ఉంటాయి సేమ్ అలాగే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అప్డేషన్స్ అనేవి ఉంటాయి సో అప్పట్లో ఏముండేదంటే సిస్టమ్ కొన్ని basic points like first speaker present speaker first chairman first prime minister లేకపోతే who is the women so and so so ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండేటివి కానీ ఇప్పుడు ఏమైపోయింది అలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి స్టిల్ కానీ ఒక సెంటెన్స్లో ఏదో ఒక సెంటెన్స్లో మాత్రమే అది ఉంటుంది మిగతా త్రీ సెంటెన్సెస్ అనేటివి అనలైటికల్గా ఉంటుంది సో ఈ ఫ్యాక్ట్స్ అండ్ అనలైటికల్ రెండు చదవాలంటే మళ్ళీ గ్రూప్ త్రీకి గ్రూప్ ఫోర్కి గ్రూప్ టూకి గ్రూప్ వన్కి అన్నట్టు సెగ్రిగేట్ చేయాల్సిన పని కూడా లేదు సో మీరు అన్ని సిలబస్ని ఒక సార్ చెప్పినట్టు సిలబస్ పట్టాలన్నట్టు అన్ని ఏవైతే ఎగ్జామ్ నోటిఫికేషన్స్ ఉన్నాయో వాటన్నిటిలో పాలిటీని మనం పోల్చితే one or the other way eighty to ninety percent syllabus same ఉంటుంది కానీ డెప్త్నెస్ వ్యారీ అవుతుంది కానీ ఈ డెప్త్నెస్ని ఎవరు కూడా మెజర్ చేయలేరు there is no parameter to say to which extent the polity has to be read అంటే ఎంత లోతు వరకు చదవాలి అనేది ఏ కులమానం లేదు సో బేసికల్గా ఫ్రమ్ ద బేసిక్ నుంచి కాన్సెప్ట్ సిలబస్లో ఏదైతే పాయింట్ ఉందో so first of all central government state government supreme court high court so fundamental rights DPSPs panchayats municipalities సెంటర్కి స్టేట్కి రిలేషన్స్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ ఏంటి సో ఇప్పుడు ఫర్ సపోజ్ చూస్తే you know just few minutes ago మనకు చీఫ్ సెక్రటరీకి సంబంధించి న్యూస్లో మనం చూసాం high court chief secretary Somesh Kumar హైదరాబాద్కి వెళ్ళిపోవాలని చెప్పి దాంట్లో మనం అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ గురించి మనం విన్నాం అంటే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అంటే ఏంటి అది మనకు పాలిటీలో వస్తుంది central administrative tribunal state administrative tribunal so అది ఎప్పుడు ఫామ్ అయిపోయింది దానికి ఎప్పుడు కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వచ్చింది సో అది దానికి సంబంధించి ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి అవి ఏ పార్ట్లో ఉన్నాయి అంటే టాపిక్ ఒకటి CS Somesh Kumar has to be deported to the Andhra Pradesh కానీ అక్కడ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వచ్చింది దానికి ఒక అమెండ్మెంట్ వచ్చింది దానికి ఒక పార్ట్ వచ్చింది ఇది ఏ ఎగ్జామినేషన్లోనైనా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ద థింగ్ ఏంటంటే కంటెంట్ మన దగ్గర ఉంటుంది దాని కరెంట్ అఫైర్స్తో మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటే it will be even more beneficial that's it thank you for the detail answer sir and sir we know that అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి economy is the key subject and how should be the strategy sir yes ma'am economy subject అన్నది యూజువల్గా uh, రోహిత్ సార్ చెప్పిన పాలిటీ అంత సులభం అయితే కాదు uh, ఎందుకనంటే economy such a dynamic subject current connect అన్నది చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి సబ్జెక్ట్ మరీ ప్రత్యేకంగా తెలంగాణ గ్రూప్ టూలో మనం చూసుకున్నట్లయితే ఎకానమీ uh, సిలబస్ని కాస్త పెంచడం జరిగింది and the too in the dynamic manner okay so ఎకనామీకి స్ట్రాటజీ ఎలా ఉండాలనంటే ఎస్ స్టాటిక్ ఏరియాతో పాటు కరెంట్ కనెక్ట్ అనేది చాలా important first thing second thing ఏంటంటే డెమోగ్రఫీ అని త్రీ సెక్టోరల్ డివిజన్ అంటాం ఇండస్ట్రీస్ అని సర్వీసెస్ uh, అని అగ్రికల్చర్ అని చెప్పి ఆ త్రీ సెక్టార్ డివిజన్ ఫోకస్ చేయాలి స్టేట్ స్పెసిఫిక్ ఎకనామీని ఎక్కువ ఫోకస్ చేయాలి అంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి బడ్జెట్ ఎకనామిక్ సర్వేలో వచ్చినటువంటి డేటా పైన ఫోకస్ చేయాలి ఎందుకనంటే uh, ఇతర పోటీ పరీక్షల్లాగా ఇక్కడ ఎకనామీ వెయిటేజ్ తక్కువ కాదు తెలంగాణ గ్రూప్ టూలో చూసుకుంటే నాలుగు పేపర్లు ఉంటాయి general studies one fifty marks paper two history polity society మూడు కలుపుకొని one fifty marks paper three economy ఒకటి one fifty marks paper four Telangana movement one fifty marks so weightage అనేది ఎక్కువ ఉన్నది కాబట్టి you will always have to prepare for the high level syllabus high level మనం కంటెంట్ ప్రిపేర్ అయినామని అంటే నేషనల్ ఇన్కమ్ కానీ పావర్టీ కానీ అన్ఎంప్లాయ్మెంట్ కానీ నీతి ఆయోగ ప్లానింగ్ ప్రతి టాపిక్ని కూడా హై లెవెల్లో ప్రిపేర్ అయితే న్యాచురలీ గ్రూప్ వన్కి అది ఉపయోగపడుతుంది at the same time group two group three group four అన్న ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడుతుంది ఎందుకు అంటే ఎకనామిక్ చిన్న ఎగ్జామ్కి చిన్న ప్రిపేర్ అవ్వాలా పెద్ద ఎగ్జామ్కి పెద్దగా ప్రిపేర్ అవ్వాలనేది లేదు చిన్న పామైనా పెద్ద పామైనా పెద్ద కట్టెతోనే కొట్టాలని చెప్పి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి okay sir thank you very well said sir uh, uh, ఇంకో టూ త్రీ డేస్లో మనకి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ రాబోతున్నాయి అండ్ యాజ్ వెల్ అస్ మనకి గ్రూప్ టూ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి ఈ రెండిటికి ప్రిపరేషన్ సైమల్టేనియస్గా ఎలా చేయాలి యా గ్రూప్ వన్ రిజల్ట్ రాబోతుంది and group two so same as said so మనకి ఇక్కడ టూ చాలా చాలా కాంట్రాస్ట్ థింగ్స్ ఇవి రెండు కూడా ఎందుకంటే గ్రూప్ వన్ ఇప్పుడు ఎంసీక్యూస్ బేస్డ్గా కానీ ఆబ్జెక్టివ్ బేస్డ్గా ప్రిపేర్ అవ్వాలన్నా కూడా వీ హ్యావ్ నో చాయిస్ అన్నట్టు ఎందు రెండు ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతే సైమల్టేనియస్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది కానీ థింగ్ ఏంటంటే గ్రూప్ వన్ డిస్క్రిప్టివ్గా ఉంటుంది అండ్ ఈ గ్రూప్ టూ ఏమో ఆబ్జెక్టివ్గా ఉంటుంది as anyone knows so కాకపోతే మనం ఆబ్జెక్టివ్గా ఉన్న స్టాండర్డ్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫ్యాక్ట్స్ని మనం డైరెక్ట్గా గ్రూప్ వన్లో ఉండే మెయిన్స్ ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో we can directly utilise that అంటే ఫర్ సపోజ్ ఇందాక ముందు for suppose central administrative tribunal అది కానీ లేకపోతే సిటిజన్షిప్ కానీ లేకపోతే యూనో ఎకానమీకి సంబంధించి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కానీ వేరియస్ సర్వేస్ ఉంటాయి ఆ సర్వేస్లో ఉన్న ఫ్యాక్ట్స్ని మనం డైరెక్ట్గా మెయిన్స్ ఆన్సర్లో పెట్టడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది కానీ మెయిన్ థింగ్ ఏంటంటే it involves a lot of efforts అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆస్పిరెంట్కి సెగ్రిగేట్ చేసే కెపాసిటీ ఉండాలి అంటే ఇది ఓన్లీ ప్రిలిమినరీ ఇంత ఎక్స్టెంట్ వరకు చదువుతామన్నట్టు కాకుండా గ్రూప్ టూ లెవెల్లో చదివినప్పుడు నీ మైండ్లో ఏవైతే ఫ్యాక్ట్స్ ఉంటాయో నీ మైండ్లో ఏవైతే డైనమిక్ కాన్సెప్ట్స్ ఉంటాయో దాన్ని ఒక డిస్క్రిప్టివ్ వేలో ఒక సబ్జెక్టివ్ వేలో ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ నీకుంటే then it will be fine సింపుల్గా చెప్పాలంటే ప్రయారిటీ దేనికి దానికి అన్నట్టు కాకుండా మీరు గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతుంటే మీరు ఇవాళ ఏ టాపిక్ అయితే చదివారో ఆ టాపిక్ని కళ్ళు మోసుకొని సో జస్ట్ ఒక ఆన్సర్ రైటింగ్ లాగా సో ఈ టాపిక్లో ఇది ఇది అని చెప్పి చూసి అదే టాపిక్లో ప్రీవియస్ ఇయర్లో లేకపోతే ఎలాంటి ఎంసీక్యూస్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అదే టాపిక్లో నుంచి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా రాయడానికి స్కోప్ ఉంది టాపిక్ ఒకటే సో అదే మీకు మెయిన్స్లో చదివేటట్టు అదే మీకు ప్రిలిమ్స్లో ఆబ్జెక్టివ్గా ఉండేటట్టు సో ఒక ప్యారలల్ సమాంతరంగా చదివితే then it will be beneficial for you that's it thank you so much sir and మనకి అచీవర్స్ అకాడమీయే కాదు చాలా అకాడమీస్ ఉన్నాయి బట్ అచీవర్స్ అకాడమీ డిఫరెంట్ అని అంటే మీరు ఏం ఆన్సర్ ఇస్తారు సార్ ఓకే ఎస్ um, సహజ సాధారణంగా అందరూ అడిగేటటువంటి ప్రశ్న ఇతర మీడియా వాళ్ళు కూడా నన్ను అడుగుతూ ఉంటారు ఈ ప్రశ్నని ఎస్ అచీవర్స్ అకాడమీ ఎలా డిఫరెంట్ అని అంటే we are unique in our selfs ఎందుకు మేము యూనిక్ అని చెప్తున్నామనంటే మేము ఎగ్జామ్ ట్రెండ్ని ఎగ్జామ్ ప్యాటర్న్ని అండ్ ఎగ్జామ్లో ప్రిడిక్షన్ని మూడింటిని కూడా మేము కలయికగా మా ఓరియంటేషన్ అన్నది ఉంటుంది నేను I have no worries to speak out like this కొన్ని సంస్థలు పాపులర్ uh, అయినటువంటి అశోక్ నగర్లో ఉన్నటువంటి కొన్ని సంస్థలు they are still going with the traditional practices అంటే హిస్టరీ కానీ ఎకానమీ కానీ లేదంటే సైన్స్ అండ్ టెక్ కానీ అన్నీ కూడా ట్రెడిషనల్ ఆస్పెక్ట్ని ఫాలో అవుతున్నారు అంటే uh, రెండు వేల పన్నెండు గ్రూప్ టూలో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయో they are predicting the same for twenty twenty three అంటే ఆ అప్డేషన్ అన్నది ఉండట్లేదు కరెంట్ కనెక్ట్ అన్నది ప్రతి సబ్జెక్ట్కి చేయాలి హిస్టరీ కూడా కనెక్ట్ కరెంట్ కనెక్ట్ చేయగలగాలి పాలిటీకి చేయగలగాలి ఎకనామీకి చేయ చేయగలగాలి సో ఆ కరెంట్ కనెక్ట్ అన్నది చేయాలి prediction is very very important coaching అన్నది ఎవరైనా కూడా చెప్పగలుగుతారు టీచింగ్ అన్నది కూడా ఎనీవన్ క్యాన్ డూ కానీ somebody who predict the subject somebody who predict the questions are the best and are known in the market for that only achievers academy అంటే they are not just giving the content which is passed away అంటే ఏదైతే కంటెంట్ వచ్చేసిందో ఆ కంటెంట్ ఇవ్వడం మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఎలాంటి ప్రశ్నలు రాబోతా ఉన్నాయి మా టెస్ట్ సిరీస్ని మీరు చూడండి మా మెటీరియల్స్ని మీరు చూడండి మా క్లాస్లో ఓరియంటేషన్ మీరు చూడండి so everything will be in predictive nature so in that way I think we are unique and uniqueness ఇంకొక రకంగా ఏం ఏముందనంటే మా టీమ్ ఇస్ వెరీ యూనిక్ ఎందుకు టీమ్ యూనిక్ అని అంటే వీఆర్ నాట్ జస్ట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ మేము సబ్జెక్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎకనామిక్స్ టీచ్ చేస్తాను రోహిత్ సార్ పాలిటీ టీచ్ చేస్తారు మేము సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అంటే we are economics background persons MA economics కానీ పిహెచ్డి పర్సింగ్ ఎకనామిక్స్ కానీ PhD pursuing uh, Rohit sir politics కావచ్చు తెలంగాణ మూమెంట్ కావచ్చు వేరే సార్ ఉన్నారు అర్థమెటిక్ అందరూ కూడా they are professional plus they are previous achievers అంటే వాళ్ళు జీ అచీవర్స్లో చెప్పే ప్రతి ఫ్యాకల్టీ కూడా ఇంతకుముందు జీవితంలో ఏదో ఒకటి అచీవ్ చేసిన వాళ్ళే in this way also we are unique yes sir thank you so much and that achievers academy అనేది uh, అన్ని అకాడమీస్ కన్నా డిఫరెంట్ అండ్ uh, ఈ టెస్ట్ సిరీస్ యొక్క రోల్ ఏమై ఉంటుంది sir as a said test series role ఏముంటుందంటే అందులో మంచి టెస్ట్ సిరీస్ ఏది అంటే మనకి ఇండియన్ ఫారెన్ పాలసీలో there is no good Taliban and there is no bad Taliban Taliban is always bad అన్నట్టు అంటే there is no good test series there is no bad test series test series is always good అంతే అంటే టెస్ట్ సిరీస్ చేస్తే ఆ టెస్ట్ సిరీస్లో నుంచి క్వశ్చన్స్ వస్తాయనేది మన మెయిన్ ఇంటెన్షన్ కాదు as sir said you know predictions ఉంటాయి speculations so but to the far అంటే స్టాక్ మార్కెట్స్తో పోల్చితే మ్యూచువల్ ఫండ్స్ కొంచెం బెటర్ సో అలాగా మా అచీవర్స్ టీమ్ ఎలాగైతే ప్రిడిక్షన్స్ చేస్తుందో సో మనం వెనకాల ఉన్న రీసెర్చ్ టీమ్ కూడా we are having such a kind of team so మేము ఈ టెస్ట్ సిరీస్ని కూడా పర్టికులర్గా అచీవర్స్లో ఉన్న స్టూడెంట్స్కి సో యూనో ఈ వాళ్ళకి ఎంత యాక్సెసబుల్గా ఇస్తున్నామంటే సో క్లాస్లో ఉన్న చెప్పిన టాపిక్స్ ఆ టాపిక్స్తోని ఇంటర్ కనెక్ట్ అయ్యేటట్టు క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్లో ఎలాగైతే వస్తాయో దానికి సపరేట్ ఆర్ఎండి టీం ఉంటుంది ఈ ఆర్ఎండి టీమ్ని ఈవెన్ స్పెషల్గా ఫ్యాకల్టీజే మానిటర్ చేస్తారు సో ఇలా ఉన్నాయి ఏంటి సో ఒక ఆస్పిరెంట్కి ప్రిపరేషన్ స్టేజ్లో మిస్టేక్స్ తెలిస్తే ఎగ్జామినేషన్ స్టేజ్లో మిస్టేక్స్ చేయరు అదే ప్రిపరేషన్ టైంలో మిస్టేక్స్ తెలియకపోతే ఎగ్జామినేషన్ టైంలో మిస్టేక్స్ చేస్తారు సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే test series will play a very key role so అందుకోసం టెస్ట్ సిరీస్ ఇస్ ఇంపార్టెంట్ చేసిన చదివిన ప్రతిదీ కూడా టెస్ట్ రాస్తుంటే మన పర్ఫార్మెన్స్ మన లెవెల్స్ తెలుస్తాయి సో అందుకోసం దానికోసం మనం స్పెషల్గా టెస్ట్ సిరీస్ డిజైన్ చేయడం జరిగింది thank you sir test series యొక్క ఇంపార్టెన్స్ చెప్పినందుకు అండ్ uh, ప్రతి ఆస్పిరెంట్కి చాలా పెద్ద confusing question how should we deal with current affairs and ఈ కరెంట్ అఫైర్స్కి స్ట్రాటజీ ఎలా అయితే బాగుంటుంది సార్ రైట్ ఎస్ మా కరెంట్ అఫైర్స్ అన్నది ఒక బిగ్ డైలమా uh, ప్రతి అభ్యర్థికి కూడా ఎందుకు కరెంట్ అఫైర్స్ టఫ్ అవుతుందనంటే people will prepare current affairs like a subject current affairs అన్నది సబ్జెక్ట్ కాదు కరెంట్ అఫైర్స్ అన్నది పాలిటీలో ఉంటుంది హిస్టరీలో ఉంటుంది జనరల్ స్టడీస్లో ఉంటుంది ప్రతి కాంపనెంట్లో కూడా కరెంట్ కనెక్ట్ అన్నది ఉంటుంది ఇంకొక క్వశ్చన్ మీరు నన్ను అడిగితే ఎంత బాగుంటుందంటే కరెంట్ అఫైర్స్కి అసలు ఎన్ని నెలలు ప్రిపేర్ కావాలని చెప్పి అడుగు చాలామంది ఈ సందిగ్ధంలో కూడా ఉంటారు ఓకే కరెంట్ అఫైర్స్ ఆరు నెలలు ప్రిపేర్ అవ్వాలి ఎస్ కానీ ఆ six months current affairs prepare అయ్యేటప్పుడు backward linkage is very very important ఉదాహరణకు లాస్ట్ సిక్స్ మంత్స్లో ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ అయినారు ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ అయినారని అంటే రామ్నాథ్ కోవింద్ మర్చిపోద్దు కదా backward linkage is very important దాంతోపాటు మొన్న ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్లో మీరు చూసినట్లయితే నాలుగు రోజుల ప్రీవియస్ కరెంట్ అఫేర్ని కూడా అడిగినారు ఓకే అంటే సరే ఎగ్జామ్ హాల్ టికెట్స్ వచ్చిన తర్వాత ఇంకా కరెంట్ అఫైర్స్ ఇవ్వరా అంటే అది కూడా లేదు ఎగ్జామ్కి వన్ మంత్ ముందు కూడా ప్రిపేర్ కావాలంటే అది కూడా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్ పోయే రోజు కూడా న్యూస్ పేపర్ పట్టుకొని పోవాలా అని కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు ఓకే సో మీరు కరెంట్ అఫైర్స్ని ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ప్రతి సబ్జెక్ట్ని ఇంటర్లింక్ చేసుకోండి కరెంట్ అఫైర్స్ అంటే it does not have any detail syllabus ఒక అవార్డ్స్ అని బుక్స్ అని ప్లేసెస్ అని కొన్ని ఉంటాయి కానీ అవి చూస్తూనే సబ్జెక్ట్ కనెక్ట్తో ఒక్క అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్కి తప్ప మిగిలిన అన్ని సబ్జెక్ట్స్ని కరెంట్ కనెక్ట్ చేయాలి మళ్ళీ అర్థమెటిక్ రీజనింగ్ కూడా కరెంట్ కనెక్ట్ చేయ ఎట్లా చేయాలని చెప్పి మళ్ళీ కింద కమెంట్స్ పెడతారు ఓకే అది తప్ప మిగిలిన అన్ని సబ్జెక్ట్స్కి కూడా you go for current connect thank you sir ఈ ఆన్సర్ అందరు ఆస్పిరెంట్స్కి బాగా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను thank you so much and ఈ అచీవర్స్ అకాడమీ స్టూడెంట్స్కి ఎలా హెల్ప్ అవుతుంది sir yeah achievers achievers academy స్టూడెంట్స్కి ఎలా హెల్ప్ అవుతుందంటే that is a very unique question and already sir has described ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి సో స్పెషల్గా చెప్పాలంటే it's a brand which is available in both online and offline so the only thing is trust worthiness the faculty is the strength of these achievers academy so మీరు చూస్తూ ఉంటే మనకు one fifty marks Telangana movement one fifty marks economy and almost seventy five marks from the polity బేసికల్గా పాలిటీ ఫిఫ్టీ మార్క్స్ అంటుంటారు బట్ యూనో సో పేపర్ వన్లో నుంచి డిఫరెంట్ నుంచి అడిగినా you can expect seventy five marks three seventy five marks are dealt by the faculties who are very నీ రినౌండ్ ఫ్యాకల్టీస్ అంటాం ఇదే కాదు ఈవెన్ ఏపీపీఎస్సీ చూసినా కానీ అక్కడ కూడా economy polity history will play a very crucial role very very crucial role so exam ఏదైనా achievers team is always with you so మీకు క్లాస్లో చెప్పినప్పుడు మాత్రమే కాకుండా క్లాస్ అయిపోయిన తర్వాత కూడా ఫ్యాకల్టీస్ ఒక half an hour time spend చేసి స్టూడెంట్స్తో స్పెండ్ చేసి మీ టైం అంతా అంటే మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయా లేవా ఈవెన్ టెస్ట్ సిరీస్లో పెట్టిన డిఫికల్ట్ క్వశ్చన్స్ కూడా కొన్నిసార్లు స్టూడెంట్స్కి అర్థం అవ్వకపోవచ్చు సో దాని గురించి కూడా మనం సపరేట్ సెషన్స్ ఉంటాయి so the only thing is that achievers academy is available in both online and offline and make the best use of this academy thank you so much sir మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు uh, అందరు ఆస్పిరెంట్స్కి uh, ఈ ఇన్ఫర్మేషన్ చాలా అవైలబుల్గా ఉండి హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను అండ్ అట్ ద ఎండ్ మీరేమైనా మెసేజ్ ఇవ్వగలరా సార్ ఎస్ లాస్ట్లీ ఒకే ఒక విషయం నేను చెప్పదలుచుకుంటాను ఏంటనంటే struggle is a common thing in every one's life okay ప్రస్తుతం మీరు ప్రిపరేషన్లో uh, ఉన్నప్పుడు definitely you will undergo lots of pains కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి temporary pain will give you permanent gain and achievers academy is always with you ప్రతి నిమిషం కూడా మీతోనే ఉంటుంది అన్ని ఇన్స్టిట్యూట్ లాగా ఈ స్టూడెంట్ ఈ బ్యాచ్ ఈ స్టూడెంట్ ఈ బ్యాచ్ కాదు ఒక్కసారి మీరు మా స్టూడెంట్ అయినారు అని అంటే అచీవర్ అయ్యేదాకా మా స్టూడెంటే అచీవర్ అయిన తర్వాత కూడా మా స్టూడెంటే ఎందుకంటే అచీవర్ అయిన తర్వాత మీరు రేపటి నెక్స్ట్ జనరేషన్కి uh, uh, మీరే ఒక role model ga undalan cheppi we are in the process of making achievers not students so that is uh, what uh, i wanted to conclude uh, this session and um, thank you ma thank you rohit sir also